దేవుని ఘనమైన నామలకు స్తోత్రములు ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం యష్యాగ్రంథం యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా మీ ముందర నడుచును ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆ మేం ప్రియ దైవ జనాంగమా మన దేవుడు మన ముందర నడిచే దేవుడు ముందర మాత్రమే కాదు మన సైన్యపు వెనుకటి భాగమున అంటే మన వెనుకటి భాగమును కూడా ఆయన కావలిగా నడిచే దేవుడు మన ముందర నడుస్తాడు మన వెనుక నడుస్తాడు ఆయన మనకి కావలిగా ఉంటాడు ఆయన ఎప్పుడు మనం ఒక్కసారి ఈ పై వచ్చినాలు పరిశీలిస్తే అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొక్క నుండి తొలగిపోడి మిమ్మును మీరు పవిత్రపరచుకుని అంటున్నాడు మనల్ని మనం పవిత్రపరచుకొని అపవిత్రమైన వాటికి మనం దూరంగా ఉండాలి వాటిని ముట్టకూడదు అలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇజ్రాయేలీల చరిత్ర మనం చూస్తే వారి కళ్ళ ముందు సముద్రం చీలిపోయింది వారి కళ్ళ ముందు యోర్ధాను నది నిలిచిపోయింది ఇలాంటి అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జరిగిన దేవుడు వారి కళ్ళ ముందు చేశాడు అలా చేయటానికి గల కారణం ప్రభు ఎప్పటికప్పుడు వారితో అనే మాట ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అంటే దేవుడు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి ఎవరు తాపత్రయపడతారో వారి ముందు ఆయన నడవటానికి వారి వెనక ఆయన నడవటానికి వారికి కావలిగా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు మనం అపవిత్రమైన పనులు చేస్తూ అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ మనం అపవిత్రంగా మనం ఉంటే మనతో ఆయన నడవటానికి ఇష్టపడ్డు మన ముందుండటానికి మన వెనక్కుండటానికి మన కావలిగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డు మన ప్రభులు వారు మనకి కావలిగా ఉండాలి అంటే ఆయనకి ఇష్టం లేని అపవిత్రతను మనం దూరంగా పెట్టాలి ఎందుకంటే ప్రభు కావాలంటే ప్రభుకి ఇష్టం లేని మనం దూరంగా పెట్టాలి ప్రభుకి ఇష్టం లేని ఆ అపవిత్రమైన పనులు మనం వాటిని ప్రక్కన పెట్టేస్తే సంతోషపడతాడు ఆయన ఆ ఇష్టం లేని ఆ అపవిత్రమైన చూపులు రకరకాల అపవిత్రమైన చూపులు చూస్తూ ఆ చూపులను మానేసుకోవాలి మనం ఎందుకంటే అపవిత్రమైన చూపులు చూస్తే మన దేవుడు ఇష్టపడ్డు అపవిత్రమైన ఆలోచనలు కూర్చొని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఇష్టపడ్డు అపవిత్రమైన మాటలు మాట్లాడటం అపవిత్రమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటే మనతో రావడానికి ఇష్టపడ్డాయన కనుక దైవ జనాంగం గమనించండి మనం కేవలం పనులు అపవిత్రమైన పనులు చేయకపోవటమే అని అనుకుంటున్నాం అపవిత్రమైన పనులు చేయ చేయటం ఎంత తప్పు అవి ఆలోచించటం అంతే తప్పు అపవిత్రమైన మాటలు మాట్లాడటం అంతే తప్పు అపవిత్రమైన చూపులు చూడటం కూడా అంతే తప్పు కనుక మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి మన చర్యలు కూడా పరిశుద్ధంగా ఉండాలి మనల్ని మనం పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఆ అపవిత్రతను దూరంగా పెట్టి అలా ఎవరైతే కాపాడుకుంటారో ఆయన అంటున్నాడు నేను మీ ముందర నడుస్తా మీ వెనుక కూడా నేను నడుస్తా మీకు కావలిగా ఉంటా ఎంత బాగుంది దేవుడు మనకు కావలిగా ఉంటే మనకి ఏ లోటు ఉంటుందో చెప్పండి మనం ఎక్కడుంటే అక్కడ ఒక పరలోక అనుభూతి మనం చూడం దేవుడు మనకు కావలిగా ఉంటే మనల్ని ఏ శత్రువు ఏం చేయగలదండి ఏ వైరస్ మనల్ని ఏం చేయగలదండి ఆ దేవుడు మన చుట్టూ మన బిడల చుట్టూ మన కుటుంబం చుట్టూ కావలిగా ఉంటే ఏ విధమైన వైరస్ మనల్ని దరికే రాదు ఏ విధమైన ఇబ్బంది ఏ విధమైన కష్టం మన దరికే రాదు మనల్ని ఆయన అలా కాపాడుతాడు అయితే మనం ఈ జాగ్రత్తలు తీసుకుందామా ఇంకోటి ఏమంటున్నాడో చూడండి తొమ్మిదో వచనంలో ఉత్సహించి ఏకముగా సంతోషగానం చేయడి అంటే మనం సంతోషగానం చేయాలి స్థుతిగానం చేయాలి మనం ఆయన్ని గనపరచాలి ఆయన్ని మహిమపరచాలి ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటారో ఆయన రావటానికి ఇష్టపడతాడు వారితో కూడా ఆయన పరలోకంలో ఎందుకున్నాడు చెప్పన అక్కడ ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు కొట్ల కొలదిగున్న దూతలు వారంతా మానక రాత్రింబగళ్ళు వారు చేస్తున్న పన్నెండు చెప్పన సైన్యములకు అధిపతి యొక్క యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో వారు మానక దేవునికి గాన ప్రతిగానాలు చేస్తున్నారు మానక గాన ప్రతిగానాలు వారు అలా మానక చేస్తూ ఉన్నారు అక్కడ ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆ పని మనం చేస్తే మన దగ్గర కూడా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు కనుక సాధ్యమైనంత వరకు ఎల్లవేళలా ఆయన్ని స్థుతిస్తూ ఆయన్ని పాడుతూ ఆయన్ని కీర్తిస్తూ ఆయనకి గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే మన దేవుడు మనతో కూడా ఉండటానికి ఇష్టపడతాడు ఆయన మన ముందు వస్తాడు మన వెనక వస్తాడు మనకి కావలిగా ఉంటాడు కనుక రెండు పనులు చేద్దామా ఒకటేమో మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుందాం రెండు ఆయన మనం స్థుతించి కనపరుద్దాం ఖచ్చితంగా దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనకి అన్ని విషయాల్లో దీవించబోతున్నాడు కాపాడబోతున్నాడు ఒక పరలోక అనుభూతిని ఇవ్వబోతున్నాడు అట్టి కృపను వింటున్న మనందరికీ మన మంచి దేవుడు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమలేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన అమ్మకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి ఎంతో ఆసక్తితో ఈ వాగ్దానం వింటున్న మీ ప్రేభక్తులను బట్టి మీకు స్తోత్రములు ప్రభా మీరు మా ముందు నడిచే దేవుడివి మా వెనక్క మాతో కూడా ఉండే దేవుడివి మాకు కావలిగా ఉండే దేవుడివి అయితే మీరు ఎలాగుంటే మీకు ఇష్టమో ఏం చేస్తే మీకు ఇష్టమో మేము విన్నాం ఆ పనులు చేస్తూ ప్రభు ఆ విధంగా మేము ఒక పరలోక అనుభూతిని ఆనందాన్ని పొందుకునే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడని క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి amen may God bless you all thank you